దివ్య సంజీవిని ప్రేక్షకులకు నమస్కారం ఈ ఎపిసోడ్లో మనం బలహీనంగా ఉండే దానికి సంబంధించిన ముద్ర నేర్చుకుందాం ముందు ఎపిసోడ్లో మనం పృథ్వీ ముద్ర అంటే నీరసానికి సంబంధించి నేర్చుకున్నాం ఇక్కడ చూడండి నీరసం వేరు బలహీనం వేరు నీరసం అంటే ఏదైనా తిని తిన్న తర్వాత ఏదైనా పని చేయాలంటే నీరసంగా ఉండి కూర్చోవాలనిపిస్తుంది బలహీనం కూడా కూర్చోవాలనిపిస్తుంది కానీ అసలు ఏ పని ఏది మొయ్యాలన్నా ఏదైనా గ్లాస్ పట్టుకోవాలన్నా బ్యాగ్ పట్టుకోవాలన్నా కూరగాయలు తేవాలన్నా మొయ్యలేరు చాలా వీక్గా ఉంటారు దాన్నే బలహీనం అంటారు ఈ నీరసం అంటే ప్రతిదానికి నీరసం ఎక్కడికి వెళ్ళలేరు ఇక్కడి నుంచి నాలుగు అడుగులు పక్కింట్లో కూడా వెళ్ళడానికి నీరసం బాబా నీరసంగా ఉన్న తర్వాత వెళ్తా అంటారు అది వేరు ఇది వేరు అందుకు బలహీనంగా ఉండడానికి చేసే ముద్ర ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం దానికి బలహీనం ఉండడానికి శరీరంలో నరాల లోపల ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది అది కరెక్ట్గా ప్రవహిస్తే బలహీనం పోతుంది అర్థమైంది అనుకుంటాను ప్రాణశక్తి కరెక్ట్గా పనిచేయాలంటే ప్రాణముద్ర పనిచేస్తుంది అందుకే మన పెద్దలు వీటిని రెగ్యులర్గా చేయించడానికి పూజ పునస్కారాల్లో శుభకార్యాల్లో అశుభకార్యాల్లో కర్మకార్యాల్లో వ్రతాల్లో ఇవన్నీ పెట్టారు ఇప్పుడు అవన్నీ ఆల్మోస్ట్ అలా అంతరించిపోయి మళ్ళీ మొదలవుతున్నాయి చూడండి ప్రాణశక్తి పెరగడానికి ప్రాణముద్ర అందులోనే ఉంది అర్థం కదా ఇది ప్రాణముద్ర చూడండి బొట్టన వేలు ఉంగరపు వేలు చిటికన వేలు కలిపి ఉంచాలి మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి ఇది ప్రాణముద్ర పూజల్లో కూడా వినుంటారు ప్రాణ స్వాహ అని చెప్తారు ఐదు ఐదు ఐదు ప్రాణాలు చెప్తారు పంచ ప్రాణాలు అంటారు అపానాయ స్వాహ ప్రాణాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమానాయ స్వాహ అంటారు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్రాణశక్తి పెరిగితే నీరసం తగ్గడానికి చేసే ముద్రని ప్రాణముద్ర అంటే వైటల్ ఎనర్జీ ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని వైటల్ ఎనర్జీ శరీరం అంతా చక్కగా ప్రవేశిస్తే టక్క టక్క పనులు చేసుకోగలుగుతాం అసలు నీరసం అన్నది కనబడదు ఏ పనికి నీరసం ఉండదు ఏదైనా చేయగలుగుతాం ఇక్కడ దుప్పట్లు మార్చాలి ఇంట్లో ఇళ్ళలో పనులు ఉంటాయి దుప్పట్లు మార్చడం కానీ పిల్లల బట్టలు ఉతకడం ఏవో పనులు ఉంటాయి నీరసం వచ్చి అలా ఉంటాం అటువంటి పోవాలంటే చాలా పవర్ఫుల్ ముద్ర ప్రాణముద్ర చూడండి బొటన ఉంగరపు చిటికిన వేళ్ళు లైట్గా టచ్ చేయాలి గోల్డ్ కలవకూడదు అంటే గోల్డ్ పెట్టుకోకూడదు తీసేయాలి మిగిలిన రెండు వేళ్ళు తిన్నగా ఉంచి కలపాలి విడిపోకూడదు ఇక్కడ సైడ్ నుంచి ఇస్తే ఇలా ఉండాలి వంగిపోకూడదు ఈ విధంగా ఉండాలి అరచేతులు పైకి ఉంటాయి ఇది ప్రాణముద్ర ఎంతసేపు చేయాలి పదిహేను నిమిషాలు చాలు శరీరంలో అన్ని నరాల్లోంచి రక్త ప్రసరణ చక్కగా జరిగింది మీకు తెలిసిపోతుంది కళ్ళు మూసుకొని నెమ్మదిగా సున్నితంగా నుషితంగా అబ్జర్వ్ చేశారంటే మీకు తెలుస్తుంది వైటల్ ఎనర్జీ అంటారు ప్రాణశక్తి బ్లాకేజెస్ను కూడా నెమ్మదిగా తీసేస్తుంది శరీరంలో ఎక్కడైతే బ్లాకేజెస్ ఉంటాయో వాటిని తీస్తుంది చక్కగా హాయిగా ప్రవ రక్తం శరీరంలో ప్రవహిస్తుంది యాక్టివ్గా చేస్తుంది అసలు నీరసం అన్నది ఇటువంటి తలడాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టడానికి కూడా నీరసంగానే ఉంటుంది పుస్తకం చదువుతారు పుస్తకం పట్ట పక్కన పెట్టడానికి కూడా నీరసం అలా మీద పడేసుకొని పడుకోవడం లేకపోతే అలా వదిలేయడం చేస్తారు దాన్ని మళ్ళీ గూట్లో పెట్టాలంటే నీరసంగా ఉన్న తర్వాత పెడతానులే అంటారు ఇవన్నీ పోవడానికి చేసే ముద్రనే ప్రాణముద్ర ఈ విధంగా పెట్టాలి చేతి వేళ్ళు తిన్నగా ఉంటాయి ఇలా ఉండాలి వంచకండి చేతులు ఇలా పెట్టాలి మరీ ఇలా పెట్టకండి ఇలా పెట్టండి మరి ఇలా పెట్టిన తర్వాత ఇలా కూర్చోవాలి ఇక్కడ చూడండి వంక చేయి దగ్గర ఫ్రీ ఉండాలి టైట్గా పెట్టేసి ఇలా కూర్చోకూడదు ఇది పని చేయదు ఇది ఫ్రీ ఉండాలి శరీరం అంతా ఫ్రీ ఉండాలి కొంచెం బాడీ స్ట్రైట్ చేసి ఫ్రీగా వదిలేయండి కళ్ళు సున్నితంగా హాయిగా మూసుకోవాలి ఇలా ముడతలు పెట్ట గట్టిగా మూసి కళ్ళ మీద ముడతలు రాకూడదు అలా జాగ్రత్తగా శ్వాసను అభివృద్ధి చేయాలి లోపలికి వెళ్ళే గాలి బయటకు వచ్చే గాలి లోపలికి వెళ్ళే గాలి దాన్ని అబ్జర్వ్ చేశారంటే మీకు అన్నీ తెలుస్తాయి ఇదే మనని బతికిస్తుంది ఈ లోపలికి వెళ్ళిన ప్రాణ ప్రాణం కింద మారుతుంది ప్రాణానికి పేరు మనకి పెట్టే పేర్లన్నీ ఏంటి రాముడు నా పేరు ప్రకాష్